hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates CBI next target Avinash Reddy arrest ఖాయమేనా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేసింది అంతకుముందు అవినాష్ రెడ్డి సన్నిహితుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని కూడా సిబిఐ అరెస్టు చేసింది ఇక ఈ కేసులో నెక్స్ట్ పెద్ద వికెట్ ఎవరిది అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమేనా ఇప్పటికే ఆయన్ను నాలుగు సార్లు సిబిఐ విచారణకు పిలిపించింది తనను సిబిఐ అరెస్టు చేయకుండా నిరోధించేలా గతంలో ఆయన హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు ఈ నేపథ్యంలో వివేక హత్య కేసులో నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది అనేది ఆసక్తిగా మారింది ఆ మధ్య సీఎం జగన్ రెండుసార్లు హడావిడిగా ఢిల్లీ వెళ్ళి వచ్చారు రాష్ట్రం కోసం జగన్ ఢిల్లీ వెళ్లారని వైసీపీ వర్గాలు చెబుతూ ఉండగా సిబిఐ కేసు వ్యవహారంలోనే ఆయన ఢిల్లీకి వెళ్లి వచ్చారని టీడీపీ ఆరోపించింది జగన్ ఢిల్లీ పర్యటన సంగతి పక్కన పెడితే వివేకా హత్య కేసు విచారణ అధికారిని మార్చడం మాత్రం సంచలనంగా మారింది అధికారి మారిన తరువాత సిబిఐ ఈ కేసులో స్పీడ్ పెంచింది వెంట వెంటనే ఇద్దరు అరెస్ట్ కావడం ఆ ఇద్దరు వైసీపీతో సంబంధం ఉన్నవారి కావడంతో ఈ వ్యవహారం ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశమైంది తనను సిబిఐ అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ అవినాష్ రెడ్డి గతంలో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే అప్పట్లో ఆయన అరెస్టుపై తీవ్ర ఊహాగానాలు వినిపించాయి సిబిఐ విచారణ అధికారి మారడంతో ఈ కేసులో ఏదో జరుగుతుందనే పుకార్లు కూడా వ్యాపించాయి ఈ పుకార్లను టీడీపీ బాగా సర్క్యులేట్ చేసింది నిజంగానే జగన్ ఢిల్లీకి వెళ్ళి సిబిఐ విషయంలో కేంద్రంతో చర్చలు జరిపి వచ్చి ఉంటే ఇప్పుడు ఈ అరెస్టులు ఉండేవి కావు కదా ఒకవేళ నిజంగానే ఆ కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే మాత్రం రాజకీయంగా ఇది వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి